అధిదేవతా ప్రత్యేత కేతు గ్రహాయదన్న మమ గణపతి మహామహే గంగా వీణాము వైష్ణవస్వం జ్యేషాది బ్రహ్మణాం బ్రహ్మణ సుదాన శుణన్నోతిభిః సీతరాదో నమః ఓం జాతకేత సోమమ రాతేతో నిదాహాది వేదః పర్ష దుర్గాన్ విశ్వాన్ అవేవ సుందృతాతిగ్ని గుస్వాహ కస్తుర్జా మాతకృతా వాంస్యావృణి మహే స్వాహ ఓం ఓం ఓం యేషో శాపూర్వ్యావిష్యతే ప్రియాది వా సుషేమామృష్ణా భగవత్ స్వాహా ఓం క్షేత్రస్య పతినా వయం తేన యుజామ దిగామ సంపోషే పాదదాతి దేశే స్వాహా ఓం వాస్తోష్పదే ప్రతిజాని యస్మాన్ స్వాహా వేషవానమేవ భగవానః యద్వేమహే ప్రతిదన్నో దుషిషేన్నో భవతి యుదేశం చతుష్పదే స్వాహా ఓం ఇంద్రం ఓషుదస్పర్యవామహే జనేభ్య అస్మాకమస్తు కేవల స్వాహ ఓం ఇంద్రం ఓషధస్పర్యవామహే జనే ఏభ్య అస్మాకమస్తు కేవల స్వాహ ఓం యమాయ సోమకం స్మృతే మాయూతావి హేమగుమహయజ్ఞో కృత స్వాహ ఓం తత్వాయామి బ్రహ్మణ వంద మనస్ తేజమానో అవిర్భిహ హేళమానో వరుణి అబౌదురి శంసమానాయుషే స్వాహ ఓం సోమో దీర్ఘం సోమో అర్వంతమాశకం సోమో వీరంకరం అనంద దాతు సాధన్యం విదధికం సభయం శ్రవణం యోధా స్వాహ స్వాహ రుద్రాయ వాస్తువి నామాలతో ఏమంటారా మంత్రాలు నామాలేనా అన్న చెప్పు నిమిషాలు మంత్రాలు అద్దాలు పుస్తకం రెండు నువ్వు రాకేనికి ఇచ్చి కొంచెం అట్లా బయట ఎదురున్నా అయితే ఇటు మంచిగా Powerless. Best. Right. Oh. ఓం ఉన్నతో భవతి సహస్రీ వా ఏషా లక్ష్మీ ఉన్నతో లక్ష్మీ పశున వరందే స్వాహ ఓం యశోదాన్ త్వయ శ్రీదోదాన్ త్వాతే సుపయోదాన్ త్వాపయ స్వర్చోదాన్ త్వర సిద్ధోదాన్ త్వాద్రవేణ సాధయామి తేన ఋషినా తేన బ్రహ్మణా తయా దేవతాంగ్ర ధ్రువాసిద స్వాహ ఓం కాంతా కామ్య కామ జాయుతాశ్మదే కామదుఘ అభిశాస్తాన్ మంతానందో మోద ప్రమోద స్వాహ ఓం ప్రియావో నామ హుయేతురానా ఆయుత్మన్మతో వామశానా స్వాహ ఓం యత్వా కృత పరోపన్యాయమత్యాసు కల్పమగ్నే తథో పునస్తో దీపయామసి స్వాహ ఓం యాతే ज्योतिर्दृश्यवात् अनुरग होरापापकाशिनी तयानस्तनु वाशन्तम याग्रिशं ताभिचाकशै स्वाहा ओ निवेशनी संगम निवसूनां विश्वारूपा निवसो ओन्यावेशयं ते सहस्रपोषकं सुभगाररा नासा आगनवर्त सा संविधाना स्वाहा ओं गायत्री प्रस्तादुपदाते जो वै गायत्री चेद एव मुक्तो दत्ते स्वाहा ओं इडामग्ने पृथगं सगं सलिङ्गो शश्वत्तमगं हवमानाय साधा सान्य सान्यस्तूनस्तनयो विजावाग्ने साते स्मतिर्भो तस्मे स्वाहा ओं देवस्तत्वा सुत प्रसवे अश्विनो और बाहुभ्यां पुष्पास्ताभ्यां ध्यायाम आदिवपामी धान्यमसिदिनु हिदेवान स्वाहा ओं प्राणायत्वा पानायत्वा व्यानायत्वा दीर्घमनुप्रसिद्धिमायुषेदाम स्वाहा ओं निशालो भवत् व्यवसायते वनं प्रजापत्यं कृष्णमालपितकृष्णकाम स्वाहा